ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ చాలామందికి ఇంట్లో బీరువ ఏ పక్కన పెట్టాలి దాని యొక్క ముఖాన్ని ఎడు తిప్పి పెట్టాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది అంటే మనకి ఎందుకని అసలు బీరువాకి మనం చాలా ఇంపార్టెంట్ ఇస్తాము మనం కష్టపడి సంపాదించిన డబ్బుని దాచుకునేది బీరువా కాబట్టి దానికి ఒక స్థానం ఉంది ఆ స్థానంలోనే పెట్టాలి ఎక్కడ అంటే మనకి దక్షిణ నైరుతిలో బీరువాని పెట్టాలి మరలా ఆ బీరువా యొక్క ముఖాన్ని మాత్రం ఉత్తరముఖంగా తిప్పి ఉంచితే మనకి డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది సరే మాకు ఉత్తరముఖంగా అవకాశం లేస్తారనుకున్న వారు తూర్పు ముఖంగా ఉంచుకోవచ్చు ఈ తూర్పు కానీ ఉత్తరము కానీ బీరువాని పెట్టుకున్నట్లయితే మీ బీరువాలో ఎంత డబ్బు అయితే పెడతామో మనం సేవ్ చేయగలుగుతాము అలాగే మనం కష్టపడిన యొక్క కష్టానికి ప్రతిఫలాన్ని కూడా అందుకోగలుగుతాం ఆ ప్రతిఫలం వస్తేనే కదా డబ్బు వస్తుంది ఆ డబ్బు వస్తేనే కదా మనం జాగ్రత్త చేయగలుగుతాం కాబట్టి మనం జాగ్రత్త చేసే బీరువా మాత్రం చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇదొకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి సహజంగా బీరువా అనగానే మనం బట్టలు అనేకమైన పెడుతూ ఉంటాం కానీ క్యాష్ బాక్స్ మాత్రం దాంట్లో ఒక సపరేట్గా పెట్టుకుని దాన్ని మాత్రం వారానికి ఒకసారి శుభ్రంగా ఉంచుకుని లక్ష్మీదేవిని మనం అక్కడ పెడుతూ ఉన్నాం కాబట్టి కాబట్టి మనకు ఒక గుడిలో ఒక విగ్రహాన్ని పెట్టినైతే ఆ గుడిని ప్రతిరోజు ఎలా అయితే మనం శుభ్రం చేసి ఆ భగవంతుడిని ఎలా అయితే మనం అభిషేకిస్తామో ప్రతిరోజు మీరు ఆ బీరువాలో పెట్టిన లక్ష్మీదేవిని మనస వాచ ప్రతిరోజు సంకల్పం చేసుకోవాలి అలాగే సామ్రాణి ధూపం అవకాశం ఉన్నవారు ఉదయం సాయంత్రం లేనివారు ఒక్క పూట అయినా సరే సామ్రాణి ధూపాన్ని బీరువాకి అలాగే బీరువాలో దాసి ఉన్న లక్ష్మీదేవికి మీరు ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఇంకా మన ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా పది రెట్లయి మన జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి బీరువా విషయంలో మాత్రం చాలా జాగ్రత్త ఉంచాలి అలాగే బీరువా కింద ఇప్పుడు మనం బీరువా లోపలే చెప్పుకున్నాం బీరువా కింద కూడా చెత్తా చెదారం బూజు ఇలాంటి ఏమీ లేకుండా చక్కగా ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి బీరువా చుట్టుపక్కల కూడా చాలా నీట్గా ఉండాలి ఈ కబోర్డ్స్లో అనేకమైన పెడుతూ ఉన్నాం కాబట్టి కబోర్డ్స్లో పెట్టినప్పుడు అన్నీ ఆ బీరువా పక్కన పెడుతూ ఉంటాం దాని గురించి పట్టించుకోము కాబట్టి ఆ విధానాన్ని ఈ రోజు నుంచి కూడా మరిచిపోయి బీరువా చుట్టుపక్కల కింద లోపల కూడా చాలా నీట్గా ఉంచుకోండి బీరువా కింద మాత్రం బీపి పిండితో పద్మముతో ముగ్గులు వేయండి అలాగే కుదిరిన వారు పచ్చ కర్పూరాన్ని ఒట్టి వేళ్ళుని బీరువాలో అదే నైరుతి మూల పెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ రెండు మన బీరువాలో పెట్టినట్లయితే లక్ష్మీదేవిని మనం ఆహ్వానించినట్లే చేసి చూడండి సత్ఫలితాన్ని పొంది తీరుతారు మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక జేకేఆర్ జైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ